దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో పంచప్రాణ ముద్రల కోసం తెలుసుకుందాం పంచప్రాణ ముద్రల వాటి పేర్లు ముందు తెలుసుకుందాం ప్రాణ ప్రాణం అపాన ప్రాణం సమాన ప్రాణం ఉదాన ప్రాణం వ్యాన ప్రాణం అనే ఐదు ప్రాణాలు ఉంటాయి వీటినే ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అంటారు ఇవి పూజల్లో కూడా చేస్తూ ఉంటారు ప్రాణాయస్వ అపానాయస్వ ఉదానాయస్వ అని అయితే దీనికి ఎందుకు ఈ విధంగా వచ్చింది పేరు అనేది మనం తెలుసుకున్నాక ముద్ర కోసం తెలుసుకుందాం పంచభూతాలు అంటే ఐదు మహాశక్తుల కింద లేక వారు చెప్తారు ఇది బొటనవేలు అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం పృథ్వీతత్వం జలతత్వం అని శరీరంలో ఉంటే తత్వాలు ఈ ఐదు అగ్ని వాయువు ఆకాశం పృథ్వీ జలం వీటిలో కనబడని ఒక వాయువు ఒకటే కనిపించదు మనం అగ్నిని చూడగలం ఆకాశాన్ని చూడగలం పృథ్వీని చూడగలం జలాన్ని చూడగలం కానీ వాయువుని గాలిని చూడలేం ఇదే విశ్వశక్తి కింద అంటారు పెద్దలు ఋషులు మునులు ఇది మన లోపలికి వస్తే శ్వాస అంటాం నాసిక నుంచి లోపలికి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకుంటాం కదా శ్వాస అంటాం నాసిక నుంచి కంఠం లోపల నుంచి హృదయం దగ్గరికి వచ్చిన తర్వాత అదే ప్రాణం కింద మారుతుంది బయట ఉంటే విశ్వశక్తి లోపల ఉంటే ప్రాణశక్తి అంటే విశ్వశక్తిలో భాగమే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి శరీరంలోని అన్ని భాగాలకు వెళ్ళిన తర్వాత పంచ ప్రాణాల కింద మారుతుంది ఐదు ప్రాణాలు అంటారు ఈ ఐదు ప్రాణాలకి పేర్లున్నాయి ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన అని ఐదు పేర్లు ఉన్నాయి ఈ ఐదు ప్రాణాలకి ఐదు ముద్రలు ఉన్నాయి ఐదు ముద్రలు ఒకసారి చూద్దాం ప్రాణముద్ర అన్నప్పుడు బొటన వేలు ఉంగరం చిటికిన వేలు కలిపి చూపుడు వేలు రెండు తిన్నగా ఉంచితే ఇది ప్రాణముద్ర మరొకసారి చూడండి బొటన వేలు ఉంగరం చిటికిన వేలు కలిపి చూపుడు మధ్య వేలు తిన్నగా ఉంచుతాం అరచేతుల పైకి ఉంచి మోకాళ్ళు ఉంచితే ఇది ప్రాణముద్ర అదేవిధంగా మధ్యవేళ్ళు రెండు కలిపి చూపుడు చిటికిన వేళ్ళు తెరిచి ఉంచితే ఇది అపాన ముద్ర రెండవది అపాన ముద్ర మరొకసారి చూడండి ఈ విధంగా బొటన వేలు మధ్య వేలు ఉంగరపు వేలు టచ్ చేస్తాం చూపుడు చిటికిన వేలు తిన్నగా ఉంటాయి సైడ్ నుంచి చూస్తే ఒకలా కనిపిస్తాయి వీటిని అరచేతులు పైకి నుంచి చూస్తే ఇది అపాన ముద్ర అదేవిధంగా చూపుడు వేలు బొటన వేలు మధ్య వేలు కలిపి ఉంగరం చిటికిన వేలు తిన్నగా వస్తే ఇది వ్యానముద్ర చాలా డిఫరెన్స్ ఉంది చూడండి ఇది ప్రాణముద్ర ఇది వ్యానముద్ర మూడవది నాలుగవది ఉదాన ముద్ర ఈ మూడు వేళ్ళు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరపు వేలు కలిపి బొట్టన వేలు కలిపి ఉంచి చిటికన వేలు తెరిచి ఉంచితే ఉదాన ముద్ర ఈ విధంగా ఉంటుంది అరచేతులు ఉంటాయి సమాన ముద్రకి అన్ని వేళ్ళు కలిపి ఉంచాలి చేతులు ఇలా మొక్కలా ఉంచకూడదు అలానే గుండ్రంగా లడ్డూలా ఉంచకుండా కొద్దిగా మరీ మొగ్గలా ఉంచకుండా మరీ లడ్డూలా ఉంచకుండా ఈ విధంగా ఉంచితే ఇది సమాన ముద్ర అన్ని వేళ్ళు ఇలా వే చేయి పెడితే అరచేతికి ఈ వేళ్ళ కొన భాగాలన్నీ తగలాలి ఆ విధంగా ఉండాలి బటన్ వేలు వెనక్కుంటే పనిచేయదు మళ్ళీ ఈ విధంగా పెడితే ఇది సమాన ముద్ర